హలో నా పేరు రామ్ గోపాల్ రామ్ గోపాల్ ఈరోజు topic rights of robot or rights of humanoid అసలు ఫండమెంటల్ రైట్స్ ఒక రోబోకి లేకపోతే ఒక హ్యూమనాయిడ్కి ఎందుకు ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఏంటి అలాగే ఒక హ్యూమన్ బీయింగ్కి ఒక హ్యూమన్కి మన ఇండియన్ గవర్నమెంట్ రైట్స్ ఏమేమి ఇస్తున్నాయి right to equality, right to freedom, right against exploitation, right to freedom of religion, culture educational rights ఇలా ఎన్నో హ్యూమన్ రైట్స్ ఇచ్చారు అలాగే ఒక రోబోకి ఎటువంటి రైట్స్ ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనే టాపిక్స్ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవ్రీ ఫీల్డ్లో రోబోట్ పనిచేస్తుంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆ రోబోట్స్ బాగా అడ్వాన్స్ అవుతున్నాయి అవన్నీ కూడా ముఖ్యంగా అటానమస్గా అయినాయి కాబట్టి వాటిని మనం ఇంకా మన వర్క్లో కలుపుకోవాలంటే కొన్ని రైట్స్ వాటికి ఇవ్వాలి ఇవ్వడం వల్ల హ్యూమన్ లైఫ్ కొంత బర్డన్ లేకుండా ఏం అవుతుంది అందుకని నువ్వేం కనుక్కున్నది రోబోట్స్ని కనుక్కున్న పర్పస్ హ్యూమన్ లైఫ్ ఈజీ అవ్వడానికి కాబట్టి వాటిది ఆటోమేషన్ అని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇవ్వడం వల్ల మన యొక్క ఇంకా ఈజీ అవుతుంది అలాగే వాటికి కొన్ని రైట్స్ ఇవ్వడం వల్ల కూడా సివిల్ సివిలైజ్డ్ సొసైటీలో కొన్ని సివిల్ కేసెస్లో మీ rights human rights robo rights separate చేసి ఈ జ్యుడిషియల్ లాలో ఇంక్లూడ్ చేస్తే జ్యుడిషియల్ లా సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది అంతేగాక హ్యూమన్ లైఫ్ ఈజీ అవుతాయి అలాగే కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఈ రైట్స్ ఏ రైట్స్ ఎలా ఇవ్వాలి అనేది అందరూ ఆలోచించాలి ఓన్లీ లా స్టూడెంట్సే ఆలోచించాలి ఎవరైతే జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళే అని కాకుండా ఎవ్రీ సిటిజన్ ఆలోచించి వాటిలో ఏమేమి తప్పులు ఉన్నాయి ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ఉన్న లాస్ని అమెండ్ చేసి రోబో ఫ్రెండ్లీగా లాస్ ఉండాలి అలాగే హ్యూమన్స్ కూడా మీ లాస్ గురించి ఈ రోబోట్స్ గురించి నెక్స్ట్ జనరేషన్ మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ కంపల్సరీగా క్రియేట్ చేయాలి ఎందుకంటే ఆ అవేర్నెస్ వల్లనే ఈ ఎకానమీ అనేది స్మూత్గా రన్ అవుతుంది ఈ బాధ్యత ముఖ్యంగా టీచర్స్ మీద ఉంటుంది as a teacher or as a influencer or as a normal human being I'm trying to say what I'm feeling. Hope you all understood. Thank you.